హలో ఫ్రెండ్స్ ఐపైథాన్ ఉపయోగించి సాధారణ ప్లాట్ క్రియేట్ చేయడముపై ట్యుటోరియల్కు స్వాగతం మీ కంప్యూటర్పై ఐపైథాన్ ఉందని ఆశిస్తున్నాను ఈ ట్యుటోరియల్ ముగింపు సమయానికి మీరు ఈ క్రింది అంశాలను చేయగలుగుతారు గణిత ఫంక్షన్ల సాధారణ ప్లాట్ను క్రియేట్ చేయగలుగుతారు ప్లాట్లను మరింత బాగా తెలుసుకొనుటకు ఫిగర్ విండోను ఉపయోగిస్తారు ఐపైథాన్ మొదలు పెడదాం టెర్మినల్ ఓపెన్ చేయండి మరియు ఐపైథాన్ పైలాబ్ అని టైప్ చేయండి మరియు ఎంటర్ ప్రెస్ చేయండి పైలాబ్ అనేది ప్లాటింగ్ ఫంక్షనాలిటీ అందించే ఒక పైథాన్ లైబ్రరీ ఇది మరెన్నో ముఖ్యమైన గణిత మరియు సైంటిఫిక్ ఫంక్షన్లను అందిస్తుంది షెల్లో ఇపిథాన్ హైఫెన్ పైలాబ్ రన్ చేసి తరువాత మీరు ఇపిథాన్ మరియు పైలాబ్ గురించి కొంత సమాచారం చూస్తారు దీని తరువాత ల్న్1 ప్రాంప్ట్ వద్ద వస్తుంది కానీ మీకు error matplotlib could not be imported starting normal IPython అని కనిపిస్తుంది మీరు matplotlibను ఇన్స్టాల్ చేసుకోవాలి మరియు ఈ కమాండ్ను తిరిగి రన్ చేయాలి ఇప్పుడు linspace అని మీ ఐపైథాన్ షెల్లో టైప్ చేయండి డాక్యుమెంటేషన్ ప్రకారం స్టార్ట్ మరియు స్టాప్ ఇంటర్వెల్పై పై లెక్కించబడిన సమానముగా స్పేస్ ఉన్న నంబర్ samplesను ఇస్తుంది దీనిని ఉదహరించుటకు 100 పాయింట్లు జెనరేట్ చేయుటకు ప్రయత్నిద్దాము linspace within the brackets 1 comma 100 100 అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి మీరు చూస్తున్నట్లుగా 1 నుండి 100 వరకు సంఖ్యల సీక్వెన్స్ కనిపిస్తుంది ఇప్పుడు మనం 0 మరియు 1 మధ్య 200 పాయింట్లు జనరేట్ చేయుటకు ప్రయత్నిద్దాం దీనిని మనం linspace within within the bracket 0 comma 1 comma 200 అని టైప్ చేయడం ద్వారా చేస్తాం ఇక్కడ 0 స్టార్ట్ 1 టాప్ మరియు 200 పాయింట్ల సంఖ్య linspaceలో స్టార్ట్ మరియు టాప్ పాయింట్లు ఇంటీజర్లు డెసిమల్స్ లేక కాన్స్టెంట్స్ కావచ్చు మనం మైనస్ పై నుండి పైల మధ్య 100 పాయింట్లు తెచ్చుటకు ప్రయత్నిద్దాం ఇక్కడ పిఐ అనేది పైలాబ్ నిర్వచించిన ఒక కాన్స్టంట్ దీనిని వేరియబుల్కు సేవ్ చేయండి దానిని p అందాము ఇప్పుడు మనం len within the bracket p అని టైప్ చేస్తే మనకు పాయింట్స్ వస్తాయి లెన్ ఫంక్షన్ ఒక సీక్వెన్స్ యొక్క అంశముల సంఖ్యను ఇస్తుంది మైనస్ పై మరియు పైల మధ్య ఒక కొసైన్ కర్వ్ ప్లాట్ చేయుటకు ప్రయత్నిద్దాం దీనికి మనం ప్లాట్ కమాండ్ ఉపయోగిస్తాము ఇక్కడ పాయింట్ Pకు సంబంధించిన ప్రతి పాయింట్ వద్ద cosPకు కొసైన్ విలువ వస్తుంది మనం cospని వేరియబుల్ cosineకు సేవ్ చేయవచ్చు మరియు ప్లాట్ ఫంక్షన్ ఉపయోగించి దానిని ప్లాట్ చేయవచ్చు ఇప్పుడు ప్లాట్ను క్లియర్ చేయుటకు మనము clf ఫంక్షన్ ఉపయోగిస్తాము మనము మరొక ప్లాట్ చేయాలనుకుంటే అది ఇదివరకు చేసిన ప్లాట్పై పడుతుంది కాబట్టి మనము ఈ పని చేద్దాము ఆ ప్రాంతమును మనం ఒకదానిపై మరొకటి ఉన్న ప్లాట్లతో గజిబిజి చేయాలని అనుకోవడం లేదు కాబట్టి మనము దానిని clfతో క్లియర్ చేస్తాము ఇప్పుడు మనం ఒక సైన్ ప్లాట్ ప్రయత్నిద్దాం ఒక ప్లాట్ను ప్లాట్ విండోపై అందుబాటులో ఉన్న వివిధ ఆప్షన్లను ఉపయోగిస్తూ మరింత బాగా తెలుసుకోగలం ఈ ఆప్షన్లను ఇప్పుడు మనం చూద్దాం మనం చూస్తున్నట్టుగా ప్లాట్ వెంబడి మౌస్ పాయింటర్ కదిలించడం వల్ల ప్లాట్పై ప్రతి పాయింట్ యొక్క స్థానం తెలుస్తుంది విండో యొక్క క్రింది భాగంలో ఎడమ వైపున కొన్ని బటన్స్ ఉన్నాయి వీటిలో అన్నిటికన్నా కుడివైపున ఉన్నది ఫైల్ను సేవ్ చేసేందుకున్న బటన్ దానిపై క్లిక్ చేయండి మరియు ఫైల్ పేరును టైప్ చేయండి మనం ప్లాట్ను sin curve అనే పేరుతో పీడీఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేద్దాం మీరు చూస్తున్నట్లుగా మనం డ్రాప్ డౌన్ నుండి ఫైల్ ఫార్మాట్ను నిర్దేశించవచ్చు పీఎన్జీ ఇపిఎస్ పీడీఎఫ్ పిఎస్ వంటి ఫార్మాట్లు అందుబాటులో ఉన్నాయి సేవ్ బటన్కు ఎడమవైపున స్లైడర్ బటన్ ఉంది దీని ద్వారా మనం మార్జిన్ను నిర్దేశించవచ్చు దీనికి ఎడమవైపున జూమ్ బటన్ ఉంది దీంతో మనం ప్లాట్లోనికి జూమ్ అవ్వచ్చు మనం జూమ్ అవ్వాలని అనుకుంటున్న ప్రదేశాన్ని నిర్దేశించండి దానికి ఎడమవైపున ఉన్న బటన్ సహాయముతో ప్లాట్ యొక్క యాక్సిస్లను కదిలించవచ్చు ఎడమ మరియు కుడి యారో ఐకాన్లు కలిగిన తరువాతి రెండు బటన్స్ ప్లాట్ యొక్క స్థితిని మారుస్తాయి మరియు దానిని ఇదివరకు ఉన్న స్థితికి తీసుకుని వెళ్తాయి ఇది ఇంచుమించు ఒక బ్రౌజర్లో బ్యాక్ మరియు ఫార్వర్డ్ బటన్ లాగా పనిచేస్తుంది చివరిది హోమ్ బటన్ ఇది ప్రారంభ పాయింట్ను సూచిస్తుంది ఇక్కడ వీడియోకి విరామాన్ని ఇవ్వండి ఈ క్రింది అభ్యాసాన్ని ప్రయత్నించండి మరియు తిరిగి వీడియోను ప్రారంభించండి sine within the bracket x asterisk sin within the bracket x slash x plot చేయండి మొదటిది ప్లాట్ను పీడీఎఫ్ ఫార్మాట్లో sin square by x dot PDF అని సేవ్ చేయండి రెండవది జూమ్ చేసి మాక్సిమా కనుగొనండి దానిని ప్రారంభ స్థానానికి తీసుకొని రండి ఇప్పుడు ఈ రోజు మనం నేర్చుకున్న దానిని వేగంగా రివైజ్ చేద్దాం మొదటిది ఎల్ ను పైథాన్ ల్యాబ్తో నేర్చుకోవడం ఒక ప్రాంతంలో నమ్ సమాన స్పేసులు కలిగిన పాయింట్లను క్రియేట్ చేయుటకు linspace ఉపయోగించుట 3 l ఫంక్షన్ ఉపయోగించి సీక్వెన్స్ల యొక్క పొడవు కనుగొనుట 4 ప్లాట్ ఉపయోగించి గణిత ఫంక్షన్లు ప్లాట్ చేయుట డ్రాయింగ్ ఏరియాను clf ఉపయోగించి క్లియర్ చేయుట ప్లాట్ యొక్క యూఐ ఉపయోగించి దానిని మరింత బాగా తెలుసుకొనుటకు మరియు సేవ్ జూమ్ వంటి ఫంక్షనాలిటీస్ ఉపయోగించుట మరియు ప్లాట్లను x మరియు y యాక్సిస్ లపై కదిలించుట ఇప్పుడు మైనస్ పై బై 2 మరియు పిఐ బై 2 ల మధ్య 100 సమాన స్పేస్ కలిగిన పాయింట్లను క్రియేట్ చేయండి రెండవది IPythonలో ఒక ఫిగర్ను మీరు ఎలా క్లియర్ చేస్తారు మూడవది ఒక సీక్వెన్స్ యొక్క పొడవును మీరు ఎలా కనుగొంటారు జవాబు మైనస్ పై బై 2 మరియు పిఐ బై 2 ల మధ్య 100 సమాన స్పేస్ కలిగిన పాయింట్లను క్రియేట్ చేయుటకు మనము linspace within the bracket minus pi by 2 comma pi by 2 comma 100 అనే కమాండ్ ఉపయోగిస్తాము రెండవది ఒక ఫిగర్ క్లియర్ చేయుటకు మనము clf ఫంక్షన్ ఉపయోగిస్తాము మూడవది ఒక సీక్వెన్స్ యొక్క పొడవును కనుగొనుటకు ఉపయోగించే function len the bracket bracket underscore name మీరు ఆనందించారని మరియు ఈ ట్యుటోరియల్ మీకు ఉపయోగకరముగా ఉందని ఆశిస్తున్నాము ధన్యవాదములు